నమస్కారం నా పేరు ధరణిపేట ప్రకాశరావు దివ్య సంజీవినికి స్వాగతం ఈ ఎపిసోడ్లో పంచభూతాలు వాటికి సంబంధించిన ముద్రలు ఏ విధంగా పనిచేస్తాయి ఎందుకు చేస్తున్నాం అన్నది తెలుసుకుందాం చూపుడు వేలు బొటన వేలు కలిపిస్తే ఇది జ్ఞానముద్ర అని మనందరికీ తెలిసింది అయితే పంచభూతాలకు సంబంధించిన ముద్రల్లో చూపుడు వేలును మూసేసి బొటన వేలు టచ్ చేసి ఉంచితే ఇది వాయుముద్ర ఇది ఆకాశముద్ర మధ్య వేలు టచ్ చేసి ఉంచితే ఆకాశముద్ర ఉంగరపు వేలు టచ్ చేసి ఉంచితే పృథ్వీ ముద్ర ఉంగరపు వేలుని మడిచి దాని మీద బొటన వేలు ఉంచితే సూర్యముద్ర చిటికిన వేలు ఉంచితే జలముద్ర బొటన వేలు ఈ విధంగా పెడితే అగ్ని ముద్ర అంటారు కదా అంటే ఈ ఐదు వచ్చే అగ్ని వాయువు ఆకాశం పృథ్వీ జలం అగ్ని వేలు వాయువు చూపుడు వేలు ఆకాశతత్వం మధ్యవేలు ఉంగరపు వేలు పృథ్వీతత్వం చిటికిన వేలు జలతత్వం ఈ ఐదు తత్వాలకి వీటినే పంచభూతాలు అంటారు ఇంగ్లీష్లో వీటిని ఫైవ్ ఎలిమెంట్స్ అంటారు ఈ ఐదుటిని మొదటి అక్షరాలుగా తీసుకుంటే దీన్నే భగవాన్ అని కూడా అనొచ్చు అంటారు భా అంటే భూమి గ అంటే గగనం వా అంటే వాయువు ఎన్న నా ప్లస్ నీరు ప్లస్ అగ్ని ఐదు కలిపితే పంచభూత ముద్రలు అందుకే చూడండి ప్రణామ ముద్రలోని ఈ ఐదు తత్వాలు అగ్ని వాయువు ఆకాశం పృథ్వీ జలం ఐదు కలిపాం ఇక్కడ కూడా ఐదు కలుపుతున్నాం అగ్ని వాయువు ఆకాశం పృథ్వీ జలం ఈ రెండింటిని కలిపి ఈ రెండింటి కుడి చేయి ఈ విధంగా ఉంచితే ఎడమవైపు తలలో తల భాగంలో పనిచేస్తుంది ఎడం చేయి ఈ విధంగా ఉంచితే కుడివైపు తల భాగంలో అంటే వీటిని ఏమంటారు ఇంగ్లీష్లో రైట్ సెలిబ్రమ్ లెఫ్ట్ సెలిబ్రమ్ ఈ రెండింటిని కలపగానే దీన్ని ఏమంటాం ప్రణామ ముద్ర ప్రణామ ముద్ర నమస్కార ముద్ర కూడా అంటాం కదా దీన్ని పూజల్లో కూడా చేస్తారు వీటిని అంజలి ముద్ర అంటారు ఈ ప్రణామ ముద్ర ఈ విధంగా చేయగానే రెండు అన్ని వేళ్ళు కలిసి ఉన్నాయి అంటే పంచతత్వాలు శరీరంలోనే సమానంగా ఉంటాయి పంచతత్వాలు అంటే మరొకసారి చూడండి అగ్ని వాయువు ఆకాశ పృథ్వీ జలం ఎప్పుడైతే కుడి చేతి వైపు చేసినప్పుడు ఎడమవైపు బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో ఎడమ చేయి పెట్టినప్పుడు కుడివైపు ఎలా పనిచేస్తుంది ఈ రెండు కలిపినప్పుడు మెదడు కుడి ఎడమలు పనిచేసి వెనక చిన్న మెదడు కూడా చక్కగా పనిచేస్తుంది ఇది చేయగానే మంచి ఉద్దేశాలు వస్తాయి కానీ చెడు ఉద్దేశం నమస్కారం పెట్టామని తిట్టలేము